ఒక ముఖ్యమైన ఒక చిన్న విషయం చెప్తాను ఇది కొంచెం ఒకసారి ఆలోచిస్తుంటాయి చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని ఎందుకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంటానంటే నేను చెప్పే విషయం ఒక ఇరవై ముప్పై ఏళ్ళు ముందు గురించి చెప్తుంటా లేకపోతే కనీసం ఇంకొంచెం ముందు గురించి అయినా చెప్తుంటా అది తెలవదు నాకు అనిపిస్తుంటుంది ఇప్పుడే నాకు ఆ కాలం యొక్క వ్యత్యాసం ఎక్కువ తెలిసి రాదు ఇప్పుడే చెప్తే వీళ్ళకి తెలిసిపోతుంది కదా అనుకుంటా కానీ ఇప్పుడే చెప్తే కొంతమంది తెలిసి రాదు ఏదో చెప్తున్నాడు ఆయన ఏదో తెలియదు ఇంకోటి పిచ్చి పిచ్చి మాట్లాడు అనుకున్నా అనుకుంటారు లేకపోతే బా గురువు గారు చాలా గొప్ప విషయం చెప్పారు దండం పెట్టుకుని పారిపోతుంది అందుకనే ఉండదు కానీ ఈ విషయం ఏంటి అంటే ముందు జరగబోయేదని కాదు నేను చెప్తుంది ఇది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ప్రపంచంలో ఎల్లప్పటికీ ఉండే సత్యం ఇది దాని గురించి అవగాహన చేసుకోవడం యొక్క ఆవశ్యకత ఉంది కాదు చెప్తుంది ఒకటేమిటి ప్రపంచంలో ద్వంద్వం ఉంటుంది ద్వంద్వం ద్వంద్వం అంటే ఏమి అంటే ఆడ మగ ద్వంద్వం మంచి చెడు ద్వంద్వం వెలుగు నీడ ద్వంద్వం పగలు రాత్రి ద్వంద్వం ఆపోజిట్స్ అంటారు విన్నారా ఆపోజిట్స్ అని తెలుగులో ఇది మామూలుగా ఏమంటారు వ్యతిరేకంగా ఉంటాయి మన మా ఇంటికి మీ ఇల్లు వ్యతిరేకంగా ఉంటుంది ఆపోజిట్ హౌస్ అనగా ఇవి ద్వంద్వాలు ప్రపంచం ఈ ద్వంద్వాలు ప్రపంచంలో ఉంటుంది అంటే రెండుగా ఉంటుంది ప్రపంచంలో పదార్థంలోకి వస్తే జీవ పదార్థం నిర్జీవ పదార్థం రెండు ఉంటాయి అన్నమాట మెటీరియల్ అండ్ ఇది సేంద్రియము అంటారు ఆత్మ లేని పదార్థం ఇప్పుడు మీరు అన్నం తింటారు దానిలో ప్రాణం ఉంటుందా అన్నంలో ప్రాణం ఉండదు అర్థమైంది అన్నం వండి అన్ని చేసేసాక దానిలో ఏమి ఉండదు ఆ అన్నాన్ని మీరు నోట్లో చేసుకుంటారు చేసుకుంటే నోట్లో ప్రాణం ఉంటుందా నీ నోటులో నాలుకలో నీ యొక్క దీనిలో రసాయనాలన్నీ కూడా దానిలో ప్రాణం ఉంటుంది జీవం ఉండే పదార్థం నిర్జీవ పదార్థానికి జీవ పదార్థానికి అక్కడ ఒక ఘర్షణ జరుగుతుంది నోట్లోకి వస్తేనే ఈ నోరు దాన్ని దాన్ని అంతా నమిలేస్తుంది ఏం చేస్తుంది అవి చేస్తుంది రసాలన్నింటినీ ఉత్పన్నం చేస్తుంది అవన్నీ దీంతో కలిసి ఇడిచి ఇడిచి ఇడిచి మీకు తెలియదు ఎంత పెద్ద యుద్ధం జరుగుతుందో లోపల ప్రతిసారి మీ నోట్లోకి ఆహారం పెట్టుకుంటూనే లోపల పెద్ద యుద్ధం జరుగుతుంది ఇక్కడి నుంచి యుద్ధం జరుగుతూ పోతుంది అని పొద్దు పోతూ పొద్దు లోపలికి వెళ్తున్న లోపల యాసిడ్స్ అన్నీ వస్తాయి డిస్ట్రిబ్యూషన్ అన్నీ వచ్చి అవన్నీ దాన్ని అంతా ఇచ్చేసి దాని లోపల ఉన్నటువంటి విచ్ఛిన్నం చేసి దాన్ని మూల పదార్థాలకు తీసుకొచ్చేస్తుంది తీసుకుని వచ్చేసినాక శరీరం చూసి వెరీ గుడ్ ఇప్పుడు ఈ మూల పదార్థాల్లో దేని దేని ఏం కావాలా అని అవన్నీ సెలెక్ట్ చేసుకోండి నాకు కాల్షియం కావాలా దీనిలో నాకు ఐరన్ కావాలా దీనిలో నాకు ఇది కావాలా అట్లా ఒక ఎనభై ఆరు మూల పదార్థాన్ని అబ్జర్వ్ చేసుకుంటాం ఇది ఏం జరుగుతుంది ఇక్కడ ఒక జీవ పదార్థం నిర్జీవ పదార్థాన్ని తనలో భాగంగా చేసుకుంటుంది భార్యాభర్తలు మధ్య జరగదా గొడవలు ప్రేమ కలాపాలు ఏమది అది లేకపోతే ఏమైంది చేసుకుంటాం ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది నా కోసం నువ్వు నీ కోసం నేను ఇద్దరు ఒకరి కోసం ఒకరు అనే ఒకటి అయిపోతారు అబ్బాయి మమ్మల్ని ఎవరు విడదీయలేరు మేము ఎంత ఓకే గుడ్ మధ్యలో ఇవన్నీ జరుగుతుంటుంది రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ద్వంద్వాల మధ్యలో ఏం జరుగుతుంటుంది ఘర్షణ జరుగుతుంటుంది ఘర్షణ యొక్క ముఖ్యమైన కారణం ఏమి అంటే ఈ ద్వంద్వాలు ఒకటి కావాలని ఏకం కావాలని ఆ ఏకం గురించి ఎస్ఎస్వై కావచ్చు శంకరాచార్య యొక్క ప్రతిపాదన అంతా అదన్నమాట ఏమి అంతా ఒకటే రెండు లేవు ద్వంద్వాతీతం అని చెప్తానమాట ఇవన్నీ లేవు ఇవి కనిపిస్తుంటాయే జగత్ మిథ్య బ్రహ్మ అట్లా కనిపిస్తుంది బ్రహ్మ మాత్రమే సత్యము అని చెప్తుంది బ్రహ్మ జగత్తు అని రెండు చెప్పావు కదా మరి అంటే అక్కడ మళ్ళీ పప్పులో కాలేసినట్టే బ్రహ్మ సత్యం ఉండవు జగత్ నిత్య అంటారు అంటే బ్రహ్మ ఒకటి ఉంది జగత్ అని ఒకటి ఉందని నువ్వే చెప్తున్నావు కదా ఏమంటావు దీని గురించి ఎంతవరకు బ్రహ్మ సత్యమో అంతవరకు జగత్తు సత్యమే ఉంటుంది జగత్తు లేకుండా బ్రహ్మ లేదు బ్రహ్మ లేకుండా జగత్తు లేదు అందుకే మధ్వాచార్యులు వచ్చి తర్వాత దాన్ని కరెక్ట్ చేశారు ఏ మరి ఒక వైపు ఆయన అక్కడ తెలవకుండా ఒకటి చెప్తున్నాడు రెండు ఉన్నాయని అందుకే చాలామందికి ఎస్ఎస్వై చేశాక పెద్ద కన్ఫ్యూజన్ ఏమేంటే మరి అట్లయితే వ్యాపారం చేసుకోకూడదా అట్లయితే కుటుంబాన్ని పోషించుకోకూడదా అట్లయితే అన్నీ వదిలేసి ఈయన వెనకలు వెళ్ళిపోతే అయిపోతుందా ఎక్కడ పోతుంది ఈయన మాత్రం ఏం చేస్తాడు ఆయనకు లేదా సంసారం గురూజీ మీరు ఎట్లా బతుకుగలుగుతారు మీకు డబ్బు అవసరం లేదా మీరు ఇలా చేస్తారు అని పాపం చాలా ఇన్నోసెంట్గా ప్రశ్నలు వేస్తాం బాబు బాబు అందరికీ ఉంటుంది ప్రపంచం ఉన్నంత వరకు నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నేను అని చెప్పినంతసేపు నువ్వు ధ్యానం చేసినంతసేపు ప్రాణాయామం చేసినంతసేపు ఏం చేసినంతసేపు ఇవన్నీ చేసినంతసేపు ఇవన్నీ ఉంటాయి ఒకే ద్వంద్వం నడుస్తూనే ఉంటుంది మీ నోట్లో ఆహారం పెట్టుకుంటేనే యుద్ధం మొదలవుతుంది అదే so everything is like that so దాన్ని నువ్వు లేదు అని చెప్పడం బట్టి బాగుంది ఫిలాసఫికల్గా బాగుంది అయితే యాక్చువల్ లైఫ్లోకి వచ్చేసరికి ఈ వచ్చే కన్ఫ్యూషన్ మనం క్లియర్ చేసుకోవాలి అది క్లియర్ కాని కారణంగానే సగానికి అక్కడ ఆగిపోయింది ఒకటి ఏదైతే ఒకటి గురువు గారు ఇచ్చారో అది అక్కడికి ఆగిపోయింది ఎక్కడికి ఆగిపోయింది చాలా మందిని చూశాను నేను అటు ఇటు బతకలేక కష్టపడుతుంటారు ఎట్లా కష్టపడుతుంటారు ఆ ఎస్ఎస్బి ఏం అవసరం లేదు మనకేముంది అంతా ఓకే ఎవ్రీథింగ్ అని చెప్తుంటారు కానీ పాపం లైఫ్లో చాలా స్ట్రగుల్ చేస్తుంటారు వాళ్ళ భార్యలతో గొడవ పడుతుంటారు లోపల జరుగుతుంటారు ఫ్యామిలీలో గొడవ జరుగుతుంటాయి వాళ్ళ ఇండ్లలో శాంతి ఉండదు ఉద్యోగాల్లో కష్టపడుతుంటారు డబ్బు తీసుకోవాలన్నా వద్దా అవస్థపడుతుంటారు ఇట్లా ఎన్నో రకాలుగా తర్జన భర్జనలతో వాళ్ళు ధర్మ సంకటంలో పడుతుంటారు దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే first thing we not seen that the whole world ఈ ప్రపంచం అంతా కూడా ద్వంద్వంగానే ఉంటుంది అనే దాన్ని మనం గుర్తించాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అర్థమైతే మీకు చాలా విషయాలు అర్థమైపోతాయి ఇప్పుడు దాని యొక్క అన్వయం మీకు చిన్నగా చెప్తే మీకు ఓహో ఇది ఇంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఉదాహరణకి ఇప్పుడు మనకు కరోనా అయితే అందరికీ ఈజీగా ప్రపంచవ్యాప్తంగా అర్థమవుతుంది కాబట్టి దాన్ని తీసుకుంటాం కరోనా అనేది ఏంటది అంటే అది ఒక సూక్ష్మజీవి అన్న అది సూక్ష్మజీవి కాదు అది దానిలో జీవం లేని సూక్ష్మ పదార్థం అది అది దాన్ని వైరస్ అంటారు virus is not a living thing అదిగా అది పెరగదు తనగా తాను సంతానోత్పత్తి చేయదు తానుగా తాను ముందుకు ప్రొపగేట్ కాదు అంటే ప్రసారం కాదు జీవి అన్నప్పుడు ఏమిటంటే సంతానోత్పత్తి జరగాల ఎదగాల పెరగాల ఇట్లంటే కావాలి అట్లా కాదు ఒక చిన్న కణము ఆ కణం యొక్క లక్షణం ఇలా ఉంటుంది అది మన శరీరంలోకి వచ్చి చేరుతూనే మన శరీరం దాన్ని పెంచుతుంది ఎప్పుడైతే మనకు ఈ ప్రపంచంలో ఈ ఒక కరోనా అనే ఒక పదార్థము ఈ జీవ పదార్థంతో ఎంటర్ అయినప్పుడు ఈ జీవ పదార్థానికి నిర్జీవ పదార్థానికి మధ్యలో ఏమవుతుంది ఒక సంఘర్షణ మొదలవుతుంది దాన్ని స్వీకరించాలన్నా వద్దా ఈ జీవ పదార్థం ఇప్పుడు అదే కరోనా పశువులకు వచ్చింటుంది వచ్చిండదా దానికి ఏం కాలే కదా దానికి ఏం రాలే కదా అదేం బట్టి మనుషులకి ఏ వచ్చి ఇంకోటి రాలేదనడానికిలే కదా అన్నిటికీ వచ్చింటు కదా దానికి ఏం కాలే కదా అంటే అది దానికి రియాక్ట్ కాలా <laughs> మనిషి రియాక్ట్ అయ్యాడు మనిషి రియాక్ట్ అయ్యి దాన్ని పెంచాడు పెంచే కాకుండా పంచుకున్నాడు ఇతరులతో భార్య పిల్లలు ఇరుగు పొరుగు ఎక్కడెక్కడికి వెళ్తారో వాళ్ళకందరికీ షేక్ హ్యాండ్లు ఇచ్చి తుమ్మి దగ్గి అక్కడ ఉన్న వాళ్ళకందరికీ ఎన్ని విధాలుగా అందించడానికి వీలైతుందో అన్ని విధాల చర్యలు చేసి అయ్యో మీకు బాగలేదా అని వెళ్ళి వాళ్ళ నుంచి తెచ్చి ఇంట్లో ఇచ్చి ఇక్కడ నుంచి తీసుకుపోయి ఇంకో చోటికి ఇచ్చి అని వాళ్ళకి తెలియదు వాడు ఎన్ని చేస్తున్నాడని కూడా కానీ ఇలా ప్రొపగేట్ చేస్తున్నది ఎవరు ఉంటే మనిషే సో ఆ జీవకణం మన శరీరంలోకి వస్తూనే శరీరం రియాక్ట్ అవుతుంది ఆ రియాక్ట్ అవుతూనే ఏం చేస్తుంది శరీరము దానికి మధ్యన ఒక ఘర్షణ జరుగుతుంది ప్రతిసారి జరుగుతుంటుంది ఇప్పుడు మీకు దుమ్ము వచ్చింది అనుకో తుమ్ము రాదు నీకు లోపల బయట పడే తమ్ అని దాన్ని బయటపడేస్తాం పడేస్తాం అనమాట దాని నుంచి చాలా భాగం బయటకు వెళ్ళిపోతుంది ఇంకొంచెం ఉంటే కొంచెంసేపు ఇంకో రెండు మూడు తుమ్ములు వచ్చి అంత క్లియర్ అయిపోయి మొక్కలో మ్యూకస్ వచ్చి అంత అయ్యి కంప్లీట్గా క్లియర్ అయ్యాక అమ్మాయ అనుకుంటాం ఏమైంది అది ఇట్ ఇస్ క్లియర్ ఆఫ్ మనకు అవసరం లేనిది అయితే ఇది వచ్చి కూర్చున్నాక దీన్ని బయటికి పడాయంలో లోవలు పెట్టుకోవాలని అర్థం కాక దర్జన భర్జన పడుతుంది అది ఇది శరీరం దీనిలో కొంచెం ప్రోటీన్ ఉంది దీన్ని వాడుకోవచ్చు కదా అనుకుంటుంది శరీరం ఎందుకంటే అది ప్రోటీన్తో ఏర్పడినటువంటి పదార్థం కాబట్టి సో దాన్ని వాడుకోవచ్చు కదా అనుకున్నప్పుడు దాన్ని పెంచుకుంటే ఇంకా ఎక్కువ ప్రోటీన్ వస్తుంది కదా అనుకుంటుంది మెల్లగా మెల్లగా మెల్లగా మెల్లగా పెంచుకుంటూ వస్తాడు ఫస్ట్లో తెలిసి రాదు ఒక నాలుగు రోజులు అయ్యేసరికి మనం ఎక్కువ పెంచేసుకున్నాక మనమే తట్టుకోలేకపోతాం ఓకే దాన్ని ఎట్లయినా బయటికి పడేయాలా దాన్ని పడేయడానికి అవును వేరే కొంతమంది మేధావులు అందరూ పనిచేసి దానికి కొన్ని మందులు కానీ పెడతారు దానికి ఏదో దాన్ని రాకుండా చూడడానికి ఇది వస్తే దాన్ని తట్టుకోవడానికి వీటికన్నిటికి సంబంధించిన మెషర్స్ ఇవన్నీ కూడా తెలుసుకుంటుంది మానవాళి ఒక సమూహంగా అంటే ఒక వ్యక్తిగా కాకుండా సమూహంగా ఇప్పుడు నీకే అన్నీ తెలిసింటాయా తెలిసినదు ఉండగా నీకు ఏం తెలుసు ఎంత తెలిసి ఉండొచ్చు ఏదో పర్సెంట్ కూడా తెలిసిండదు కానీ ఎంతోమంది ఒక్కొక్క విషయంగా దాని గురించి ఎంతో చేసి మనకు ఒక నాలెడ్జ్ బ్యాంక్ తయారు చేసి ఎవరో నీకు అవసరమైతే ఒక సేవను అందించి ఇప్పుడు నీ హాస్పిటల్ ప్రతి ఒక్కడు కట్టుకోవడానికి అవుతుందా కాదు కాబట్టి అందరికీ అనుకూలంగా ఒక హాస్పిటల్ కట్టి అట్లాంటి పరిస్థితి వస్తే కాపాడుకోవడానికి ఇట్లా ఒక వ్యవస్థ ఏర్పడిపోయింది ప్రపంచంలో ఒక మంచి వ్యవస్థ ఏర్పడింది ఏ జీవరాశి ఏర్పరచుకోనంత గొప్ప వ్యవస్థను మనిషి ఏర్పరచుకున్నాడు ఈ వ్యవస్థను ఏర్పరచుకున్న దాన్ని చేతుంది ఏ దేశంలో వచ్చినా ఇప్పుడు కనుక్కొనేస్తుంది అక్కడ నుంచి ఫ్లైట్ని ఆపేస్తున్నారు అక్కడి నుంచి అక్కడే స్కానింగ్ చేస్తున్నారు అక్కడే స్క్రీనింగ్ చేసినా కాబట్టి అక్కడే క్వారంటైన్ చేస్తున్నారు అక్కడ ఇంత ఇంత మంచి సువ్యవస్థితమైన సమాజాన్ని ఒక వ్యవస్థను మనం ఏర్పరచుకున్న ప్రభుత్వాలను ఏర్పరచుకున్నాం ఇట్లా మనిషి చేసుకున్న దాని నుంచి మనం కూడా సాధిస్తుంది